డీజే శ్రీకాంత్ గౌడ్ బంగారు తండ్రి బ్రహ్మోత్సవాలు జరిగి బ్రహ్మోత్సవాలలోన భక్తులంత సిందేశి ఎటు భక్తులకు కొన్నంత సంబరాలు శ్రీశైలం కొండల్లో ఓంకారనాదాలు ఎటు భక్తులకు కొన్నంత సంబరాలు శ్రీశైలం కొండలు మేము కొండల్లో కొలువున్న మల్లన సిగల్ల తండ్రి మా చిత్రాల మల్లన్న DJ Shrikant Gaud, DJ Akash Sono from Siddhabad. భక్తులను గాచేసి మల్లన శ్రీశైలం కొండల్లో కొలువున్న మల్లన శ్రీగల్లా

DJ Shrikant Gaud, DJ Akash Sonu from Siddhabad.